hi friends welcome to my channel ఈ వీడియోలో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో హోటల్ స్టైల్లో టేస్టీగా చాలా తొందరగా రెడీ అయిపోయే జీరా రైస్ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ఉడికించి పెట్టుకున్న అన్నం ఒక కప్పు జీలకర్ర ఒక్క స్పూన్ పచ్చిమిర్చి నాలుగు చీలికలు చేసుకున్నవి కరివేపాకు ఒక రెమ్మ నానబెట్టుకున్న జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ నెయ్యి తగినంత ఉప్పు రుచికి సరిపడా తయారు చేయ విధానం ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె లేదా ఒక బాండీ పెట్టుకోవాలి బాండీ వేడయ్యాక రెండు స్పూన్ల నెయ్యి వేసి అది కూడా వేడయ్యాక ముందుగా నానపెట్టి సిద్ధం చేసుకున్న జీలకర్ర వేసి వేయించుకోవాలి అది వేగాక మామూలు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి తర్వాత దీనిలో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసి అది కూడా వేయించుకోవాలి జీడిపప్పు అనేది ఆప్షనల్ ఇది కూడా వేగాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న రైస్ వేసి అన్నీ బాగా కలిసేలా ఒక్కసారి కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఎందుకు అంటే జీలకర్ర పొడి వేస్తే మనకి రైస్ మంచి కలర్ వస్తుంది మనం దీనిలో జీలకర్రని నానబెట్టి కలుపుకున్నాం కదా అది ఎందుకు అంటే కనుక జీరా రైస్ మంచి టేస్ట్ రావడానికి నానబెట్టుకున్న జీలకర్ర వేసుకుంటే దాని ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇది ఇంత టేస్ట్ రావడానికి అదే సీక్రెట్ జీలకర్ర అనేది నానపెట్టుకోవడం అస్సలు మిస్ చేయకండి చూశారు కదా ఎంతో చక్కగా మన జీరా రైస్ రెడీ అయిపోయింది మంచి కలర్తో చక్కటి సువాసనతో ఆహా అనిపించే అద్భుతమైన రుచితో జీరా రైస్ తయారైపోయింది ఇది డైజెషన్కి చాలా మంచిది వారంలో కనీసం ఒక్కసారైనా ఇది ప్రిపేర్ చేసి పెడితే ఇంట్లో అందరూ చాలా హెల్తీగా ఉంటారు పిల్లలకి ఇన్స్టెంట్గా ఏదైనా ఒక రైస్ ఐటెం పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా చిటికలో చేసి పెట్టేయచ్చు ఈ వీడియోలో మీకు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే టమాటా రైస్ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను దీనికోసం పావు కిలో టమాటాలని ఈ విధంగా ముక్కలుగా చేసుకుని సరిపడా వాటర్ అంటే మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాం ఇక్కడ సో రెండు గ్లాసులు జ్యూస్ అయ్యే విధంగా తగినన్ని నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుని నాలుగు యాలకులు ఐదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క పావు స్పూన్ షాజీరా రెండు బిర్యానీ ఆకులు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని రెండు స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి చూశారు కదా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాయి కదా ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా కలిపేసుకుందాం మ్యాక్సిమం ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు దీనిలో మనం ముందుగానే చెప్పుకున్నాం కదా రెండు గ్లాసుల టమాటా జ్యూస్ కావాలని సో ఇదిగో ఈ విధంగా తయారు చేసుకున్న జ్యూస్ని రెండు గ్లాసుల జ్యూస్ని కూడా ప్యాన్లోకి పోసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుని సరిపడా ఉప్పు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి టమాటా ప్యూరీ మరిగిపోతుంది కదా ఈ టైంలోనే నాలుగు పచ్చిమిర్చి చీలికలుగా చేసుకుని వేసుకోవాలి ఒకవేళ మీరు స్పైసీగా కావాలనుకుంటే కనుక కొద్దిగా కారం కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చిని కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యం కూడా దీనిలో వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసుకుని కలుపుకుందాం ఎందుకంటే కనుక పాత బియ్యం అయితే కనుక కొద్దిగా వాటర్ ఎక్కువ పడుతుంది మామూలు బియ్యం అయితే రెండు గ్లాసులు ప్యూరీ సరిపోతుంది వాటర్ ఏమైనా యాడ్ చేయాలంటే ఈ టైంలోనే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం చూద్దాం ఎంతవరకు ఉడికిందో మ్యాక్సిమం అయిపోయింది ఈ టమాటా రైస్ ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీనిపై ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ గురించి అని రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక్క నిమిషం మగ్గనిస్తే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ ఆనియన్ రైతాతో తింటే ఆహా ఏమి రుచి అనకుండా ఉండగలరా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేస్తారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే ఛానల్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ